hello guys welcome to Munnabhai gaming so ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఎందుకంటే నేను ఫైవ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను వాటి వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ గేమ్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి సో అన్న ఈ టిప్స్లో నేను మీకు మీరు ఏ తప్పులు చేస్తారు అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అండ్ వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాను సో వీడియోని లాస్ట్ దాకా చూడండి అన్న ఇప్పుడు చెప్పే టిప్స్ చాలా నార్మల్ టిప్స్ బట్ మీరు వీటిని ఫాలో అవ్వకపోతే మిమ్మల్ని ఎనిమి చాలా ఈజీగా చంపేస్తాడు ఎందుకంటే మీరు చేసే తప్పులే మీ ఎనిమికి అడ్వాంటేజ్ సో ఇంకా ఆ టిప్స్ ఏంటో చూద్దాం అండ్ ఛానల్కి కొత్తగా వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ టూ హండ్రెడ్ కేకి చాలా దగ్గరలో ఉన్నాం సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సో ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసరికి ఎయిట్ కే పెట్టుకుందాం సో ఇంకా వీడియోలోకి వెళ్దాం let's get start so tip number one వచ్చేసరికి యూస్ కరెక్ట్ వెపన్ స్లాట్స్ మీరు కరెక్ట్గా బ్యాక్ ఓపెన్ చేస్తే ప్రైమరీ స్లాట్ అని ఫస్ట్ స్లాట్ ఉంటుంది దాంట్లో షార్ట్ రేంజ్ కానీ వాడాలి అండ్ సెకండరీ స్లాట్ అని ఉంటుంది దాంట్లో లాంగ్ రేంజ్ కని వాడాలి సో మీరు లైవ్లో చూస్తే కూడా నేను ఇలాగే వాడుతూ ఉంటాను చూడండి ఇప్పుడు నా చేతిలో లాంగ్ రేంజ్ వెపన్ ఉంది నా దగ్గర ఒకే ఒక గ్లూవాల్ ఉంది సో నేను ఎప్పుడైతే ఎనిమిదిని చూసి కవర్ తీసుకుంటా గ్లూవాల్ వేసానో నా చేతిలోకి షార్ట్ రేంజ్ కానీ వచ్చింది ఎందుకంటే నేను సడన్గా గ్లూ వాల్ వేస్తే నాకు షార్ట్ రేంజ్ ఫైట్ క్లోజ్ రో కవర్ తీసుకున్నానంటే క్లోజ్ రేంజ్ ఫైట్ అని మినీ ఇప్పుడు నేను మినీ వెపన్ తీసుకున్నా ఫ్లాష్ బ్యాంగ్ ఒకటేసా మళ్ళీ యూఎంపీ వచ్చింది ఎందుకంటే నేను ఫ్లాష్ బ్యాంగ్ వేసి షార్ట్ రేంజ్లో యూఎంపీతో కొట్టడానికి నాకు యూజ్ అవుద్ది అంటే నా దగ్గర ఎప్పుడైతే లాస్ట్ గ్రానేడ్ కానీ గ్లూవర్ కానీ ఫ్లాష్ బ్యాంగ్ కానీ అయిపోతుందో నాకు ఆటోమేటిక్గా ప్రైమరీ స్లాట్ వెపన్ అనేది బయటకు వస్తుంది మీరు చూడండి ఆఖరికి ఇప్పుడు అక్కడ ఎనిమిది ఉన్నాడు అనుకుందాం కాల్చాను సో ఆడు ఆ ట్యాంకర్ కవర్ చేసుకొని అటు నుంచి ఇటు ట్రావెల్ చేస్తున్నాడు సడన్గా అని మనకు తెలిసింది మనం ఇక్కడ రాగానే సడన్గా కనిపిస్తే కవర్ వేసుకున్నాం గ్లోవాల్ అండ్ వెంటనే నా చేతిలోకి ఏది వచ్చింది యూఎంపీ సో మీరు వెపన్ స్లాట్స్ అనేవి ఎప్పుడు చూసుకోండి ప్రైమరీ దాంట్లో షార్ట్ రేంజ్ అండ్ సెకండరీ దాంట్లో లాంగ్ రేంజ్ ఉంటుంది సో ఇలా తీసుకోవడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ కనబడుతుంది చూడండి నేను ఇక్కడికి వచ్చిన వెంటనే షార్ట్ రేంజ్ తీసేసాను విత్ ఇన్ నో టైం ఎలా అంటే నాకు ఇంకా అలవాటు అయిపోయింది సో నేను షార్ట్ రేంజ్ నొక్కాలంటే పలానా ప్లేస్లో నా ఫింగర్ పెట్టి ట్యాప్ చేయాలి అని సో నాకు ఎంతో టైం పట్టదు అండ్ నాకు డిలే అనేది ఉండదు నేను షార్ట్ రేంజ్ నొక్కాలి అంటే ఒక బటన్ నొక్కుతాను అండ్ షా లాంగ్ రేంజ్ నొక్కాలంటే ఇంకో బటన్ నొక్కుతాను సో మీరు కూడా ఇలా మజిల్ మెమరీ బిల్డ్ చేసుకోండి ఏ రేంజ్లో ఏ వెపన్ నొక్కాలనేది చూడండి రాంగ్ వెపన్ రాంగ్ రేంజ్లో వాడి చనిపోవద్దు సో ఇదే టిప్ వన్ సో ఈ తప్పు చేసి చాలామంది చనిపోతూ ఉంటారండి లెవెల్ కూడా చెప్తారు అన్న తప్పు వెపన్ వాడండి సో ఇది కరెక్ట్ చేసుకోండి bro and tip number two tip number two ఏంటంటే basic idea about aim assistance so aim assistance అనేది మన దాంట్లో ఉంటుంది ఫ్రీ ఫైర్లో ఆటో ఎయిమ్ అనేది ఉంటుంది అండ్ మీకు మెయిన్గా మీరు కంట్రోల్స్ వెళ్తే default precision scope and full control ఉంటుంది డిఫాల్ట్ అంటే ఏంటంటే మీకు దరిదాపుల్లో ఎక్కడ పెట్టినా ఎనిమికి వాడికి ఆటోమేటిక్గా వెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది స్కోప్ ఓపెన్ చేసినా కానీ నార్మల్గా పెట్టిన కానీ అండ్ ప్రిసైజ్ ఆన్ స్కోప్ అంటే మీరు స్కోప్ ఓపెన్ చేయకపోతే ఏం అసిస్టెన్స్ పనిచేసిద్ది ఎక్కడ పెట్టినా సరే అవుతుంది బట్ స్కోప్ ఓపెన్ చేసినాక అది చాలా యాక్యురేట్గా ఎక్కడైతే పెట్టుందో మీ క్రాస్ హెయిర్ అక్కడికి అవుతుంది అండ్ ఫుల్ కంట్రోల్ అయితే చెప్పక్కర్లా మీరు పక్కన హెడ్ పక్కన పెట్టినా సరే డాట్ రెడ్ అవ్వలేదంటే మీరు ఎన్ని బుల్లెట్లు కలిసినా వేస్ట్ ఆడికి ఎంత డ్యామేజ్ కూడా పడదు సో ఐ ప్రిఫర్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు పక్కా డిఫాల్ట్లో ఉందో లేదో చూసుకోండి సో డిఫాల్ట్ ఉంటే మీకు చాలా ఈజీ ఎందుకు ఈజీ అంటే మీరు రన్నింగ్ టార్గెట్స్ని కాల్చగలరు అండ్ మీరు స్కోప్ ఓపెన్ చేసిన వెంటనే ఎనిమిది దరిదాపుల్లో క్రాస్ ఎయిర్ పెట్టి ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆడి వెస్ట్ మీదకి వెళ్తుంది అండ్ మీరు దడదడ షూట్ చేయొచ్చు you will get a easy kill so మీరు చూసుకోండి అండ్ బేసిక్ ఎయిమింగ్ అనేది తెలుసుకోండి బ్రో ఫస్ట్ త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ క్రాస్ హెయిర్ని ఎనిమి వైపు పెట్టడం సో ఎనిమి ఎటు ఉన్నాడో అటు సైడ్ క్రాస్ హెయిర్ పెట్టాలి అండ్ క్రాస్ హెయిర్ రెడ్గా మారుద్ది అంటే మీరు ఎయిమ్ చేస్తున్న సర్కిల్ రెడ్గా మారుద్ది దెన్ ఆఫ్టర్ ఫైర్ బటన్ అనేది పైకి డ్రాక్ చేయాలి సో మీరు ఇప్పుడు చూడండి ఇది మళ్ళీ ఒకసారి బ్యాక్ చూస్తే మీకు అర్థమవుద్ది స్లో మోషన్లో చూడండి కాస్త మీరు ఎప్పుడైతే ఆ క్రాస్ హెయిర్ ఎనిమిది ఎటు వెళ్తే వెళ్తున్నాడో అటు పెట్టాలి అది రెడ్గా మారుద్ది సో ఫైర్ బటన్ని పైకి డ్రాగ్ చేయాలి సో మీరు తిరగటం కష్టంగా ఉంటే కనుక మనం డిపిఐ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి అని వీడియో పెట్టాము సో దాన్ని ఫాలో అయితే మీకు ఈజీగా అటు ఇటు తిప్పుకునే ఆస్కారం అయితే ఉంటుంది సో ఏమింగ్ గురించి బాగా చూడండి అండ్ డిఫాల్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి వెళ్ళి సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది బాగా అండ్ టిప్ నెంబర్ త్రీ ఏంటంటే మీరు బేసిక్గా రివైవ్ చేసేటప్పుడు మెడికిట్ వేసుకోవచ్చు సో మీ టీమ్మేట్ని ఎప్పుడైతే రివైవ్ చేస్తున్నారో అప్పుడు మెడికిట్ వేసుకోవచ్చు సో ఇది నార్మల్గా అనుకొని డ్రాగ్ లాగట ట్రై చేసాయి ఏడబ్ల్యూఎంతో సో ఏడబ్ల్యూఎం డ్రాగ్ ప్లేయర్ అనమాట సో మీరు ఏంటంటే మీ టీమ్మేట్స్ని రివైవ్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు ఎనిమిస్ అందరూ మ్యాక్సిమం డ్యామేజ్లు ఉన్నారో లేదో చూసుకోండి లేదంటే మీరు రిస్క్ చేస్తున్నట్టు మీ ప్రాణాలు కూడా సో మీ లైఫ్ కూడా పోయిద్ది గేమ్లోది సో వాళ్ళు ఎక్కడున్నారు కవర్లో ఉన్నారా అవతల ఎనిమిస్ కూడా డ్యామేజ్డ్ అయితేనే రివైవ్ ఇవ్వండి సో ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఎనిమిస్ మీ మీదకి రష్ చేస్తున్నప్పుడు మీరు వీళ్ళకి రివైవ్ ఇవ్వడానికి ట్రై చేసి చనిపోతారు సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కిందకి కావాలని దూకాను అండ్ నాకు డ్యామేజ్ అయింది అండ్ రాతుడనని డ్రమ్తో నాక్ చేసి ఇప్పుడు చూడండి వెళ్తాను దగ్గరికి సో ఆయన డ్రమ్తో నాక్ చేశారు బాగా కోఆపరేట్ చేశాడు అండ్ ఇప్పుడు వెళ్ళంగానే రివ్యూ నొక్కుతాను and at a time medkit వేస్తాను సో దీనివల్ల నాకు టైం కలిసి వస్తుంది సో ఫాలో దిస్ స్క్వాడ్లో చాలా యూజ్ అవుతుంది అన్న and tip number four so tip number four అంటే never come out of cover and use mini map as much as you can so cover అనేది మీ దగ్గర లేకపోతే మీరు వెంటనే కవర్ అనేది సృష్టించుకోండి గ్లోవాల్ చేసేయండి ఎక్కువ మంది ఉన్నారు ఆ కవర్ మీకు యూజ్ అవ్వదు అనుకుంటే వెంటనే షిఫ్ట్ అయిపోండి నెక్స్ట్ కవర్కి సో మీకు ఒక మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టార్గెట్స్తో ఎప్పుడు మీరు ఫైట్ చేయకూడదు మీరు ఎప్పుడు ఫైట్ చేసినా సరే వన్ వి వన్ లాగే ఉండాలి అంటే మిమ్మల్ని ఒకడు కొడుతుంటే ఇంకోడు కొట్టకూడదు అనమాట టీమ్మేట్లు ముగ్గురు ఒకేసారి వస్తే ఒకరిని నాక్ చేసి మిగతా ఇద్దరు డ్యామేజ్ తీసుకోకూడదు మీరు ఎవరైతే ఒక్కడిని టార్గెట్ చేసి ఆడు ఒక్కడిని కొట్టాలి ఎప్పుడైతే ఇద్దరు కొడుతున్నారనుకున్నారో మీరు మీ పొజిషన్ అనేది చేంజ్ చేసేయండి it's not good for your game so మీరు చనిపోతారు సో మీరు ఎక్కడైతే ఉన్నారో మాటి మాటికి పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండండి అండ్ మీరు కనీసం గ్లూ వాల్ అనేది చాలా ఫాస్ట్గా కవర్ అనేది డ్యామేజ్లు రాకముందే కవర్ వేయాలి సో మీకు డ్యామేజ్ వస్తుంటే వెంటనే కవర్ సృష్టించుకొని మీరు వేరే టెంపరీ కవర్ నుంచి పర్మనెంట్ కవర్లోకి వెళ్ళాలి సో ఈ కవర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు నాక్ అయిపోయినా సరే మీరు కవర్లో ఉంటే రివైవ్ ఇవ్వగలరు టీమ్మేట్స్ మీ టీమ్మేట్స్ అండ్ మీరు ఎప్పుడైతే కవర్లో లేరో మీ టీమ్మేట్స్ ఉన్నా సరే ఓపెన్ ఏరియాలోకి వెళ్ళి నాక్డౌన్ అయితే కనుక చాలా కష్టం అవుతుంది సో మ్యాక్సిమం నాకౌట్ అవ్వకుండా ఉండటానికి ట్రై చేయండి it will be more helpful for your teammates so ఎప్పుడైతే టీంలో ఒక ఇద్దరు నాక్ అయిపోయారో ఆ టీం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయండి ఎంత పెద్ద ప్లేయర్స్ అయినా సరే కంగారు పడి చనిపోవటం జరుగుద్ది సో అందుకనే ఇప్పుడు నాక్ అవ్వకుండా ఆడటానికి ట్రై చేయండి మీరు డ్యామేజెస్ వస్తున్నాయి అనుకుంటే మీకు బ్లడ్స్ అటు ఇటు కర్వ్స్ కనిపిస్తాయి ఫస్ట్ మీరు బ్లడ్ లాస్ అవుతున్నారని అప్పుడు వెంటనే ఎటు సైడ్ నుంచి అయితే వస్తున్నాయో అటు ఒక టెంపరీ కవర్ అంటే గ్లూ వేసి మీరు చేసేయండి బ్లాక్ చేయండి డ్యామేజెస్ అసలు తీసుకోవచ్చు సో ఇక్కడ చూడండి నేను ఓపెన్లోకి వచ్చేసాను నా దగ్గర కవర్ ఏం లేదు సో నాకు బ్లడ్ డ్యామేజ్ పడిపోతుంది కరువు చూపించింది నాకు చాలా బ్లడ్ లాస్ అయింది సో నేను వెంటనే కవర్లోకి వెళ్ళిపోతున్నా అయినా ఇంకా మినీ మ్యాప్లో ఫైర్ బటన్ కనిపిస్తుంది ఎవడో నన్ను షూట్ చేస్తున్నాడని సో పర్మనెంట్ కవర్ వచ్చాను నా దగ్గర గ్లూ వాల్స్ అనేవి లేవు బట్ ఇక్కడ ఉన్న కవర్స్ వాడుకొని వాళ్ళని ఏదో విధంగా సపరేట్ చేసి వన్ బై వన్ వాళ్ళని చంపడానికి ఒకడినే ఒక టైంలో కొట్టడానికి నేను ప్లాన్ చేసి ఈ స్క్వాడ్ అందరినీ వైపౌట్ చేస్తా బ్రో ఇక్కడ సో ఒక్కొక్కరిని మాత్రమే కాలుస్తూ ఉంటాయి అండ్ రిపీటెడ్ డ్యామేజెస్ తీసుకోండి అంటే ఇద్దరు ముగ్గురు టార్గెట్ అవ్వండి సో మీకు మినీ మ్యాప్ను కూడా బాగా యూజ్ చేసుకోమని చెప్పాను సో మినీ మ్యాప్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది మీ దగ్గర టీమ్మేట్స్ ఎక్కడ ఉన్నారు ఎనిమిస్ కాల్చినప్పుడు ఎక్కడ ఉన్నారు చూపిస్తుంది జోన్స్ ఎక్కడ వచ్చినాయి వెహికల్స్ మీ వైపు ఎటు నుంచి వస్తున్నాయి అండ్ డేంజర్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి యూఎఫ్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ మీరు ఎక్కడైతే ఒక కొత్తగా వచ్చి లూట్ పడేసి వెళ్తుంది కదా వాటిని మార్క్ చేసుకోవడానికి వీటి అన్నిటికీ మీకు మినీ మ్యాప్ యూజ్ అవుతుంది బ్రో సో మినీ మ్యాప్ మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది మీకు తెలియకపోతే కనుక ఒకసారి చూడండి మినీ మ్యాప్లో మీ ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో ఫైర్ చేసినప్పుడు అక్కడ చూడండి మాకు పాయింట్లా కనిపిస్తుంది సో నాకు ఇప్పుడు అర్థమైంది అటు వేరే స్క్వాడ్ ఉంది ఇటు వేరే స్క్వాడ్ ఉంది అని సో నేను ఇప్పుడు వాడిని కాల్చడానికి ట్రై చేసా వాడు కవర్లోకి వెళ్ళిపోయాక వీడిని కాల్చడానికి ట్రై చేశా సో అలా మీకు రెడ్ గుర్తులు ఎక్కడైతే వస్తున్నాయో మీ ఎనిమి వెనక నుంచి కాలుస్తున్నాడు ఎక్కడెక్కడ పొజిషన్ ఉన్నది ఎనిమి అనేది మీకు మినీ మ్యాప్ క్లియర్గా చెప్తుంది సో మినీ మ్యాప్ బాగా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎవరైనా కాలుస్తున్నా సరే సేఫ్ జోన్స్ ఎక్కడ పడినాయి జోన్ టు జోన్ షిఫ్ట్ అవ్వటం అవ్వేటప్పుడు ఎనిమీస్ కాల్చినప్పుడు వాళ్ళ లొకేషన్ ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది బ్రో మీకు అండ్ మీరు ఎప్పుడైనా సరే మీ టీమ్మేట్కి ఒక ఫిఫ్టీ మీటర్స్ లేదంటే థర్టీ మీటర్స్ దూరంలోనే ఉండండి అండ్ మీరు అన్ని అనలైజ్ చేసుకుని మినీ మ్యాప్ని చాలా బాగా వాడుకోండి అండ్ టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి reduce your reaction time with blind fires and bike వెళ్తాడు అని మీరు గెస్ చేసిన దాన్ని బట్టి మీరు ఫైర్ చేస్తూ ఉంటే కనుక మీకు చాలా తక్కువ టైంలోనే మీరు ఎక్కువ కిల్స్ చేయటం ఆర్ ఎల్స్ చాలా సేఫ్ గేమ్ ఆడటం అండ్ ఎంతో పీస్ఫుల్గా మైండ్తో ఆడటం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి బ్రో ఈ టిప్ అనేది మీరు గుర్తుంచుకోండి ఎనిమిది మూమెంట్స్ అనేవి గెస్ చేయండి వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ ఎక్కడ ఉంటుంది నేను కవర్ వదలకుండా వాళ్ళకన్నా ముందు నేను ఎలా ఫైర్ చేయాలి కవర్ లూజ్ అవ్వకుండా సో ఒకసారి కవర్ వదిలేసినా కానీ కాల్చిన వెంటనే కవర్లోకి వచ్చేయాలి వాళ్ళు పోయి ఇంకో వాడు అటు వెళ్తున్నాడు గెస్ట్ చేసి అటు ఒకటి వచ్చా నా బుల్లెట్స్ ఆగకముందే నేను కవర్లోకి వెళ్ళిపోతున్నాను చూడండి అప్పుడు వాళ్ళు నన్ను కాల్చడానికి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు నా బుల్లెట్లు వాళ్ళ బుల్లెట్లు నా దగ్గరికి వచ్చేవాడికే నేను కవర్లోకి వెళ్ళిపోతాను సో ఇంక వాడు మళ్ళీ నేను చేయగలడు ఇంకో ఈడు ఇక్కడికి వచ్చాడు సో వీడిని కాల్చాం మళ్ళీ నేను నాకు డ్యామేజ్ అవుతుందని రెడ్గా కరువు చూపిస్తుంది చూసారా సో ఈడు వెళ్ళాడు ఈయన కాల్చా నెక్స్ట్ ఏం గెస్ట్ చేశానంటే ఆడటున్నాడు ఆడ అటు నుంచి ఇటు రష్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో నేను ఇప్పుడు ఇక్కడ వదిలేసి ఇటు నుంచి అటు వెళ్ళి వాడిని ముందు చంపితే నాకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అని ఈ మెడికిట్ వేసుకునే టైంలో ఇవన్నీ డిసైడ్ అయ్యి నా రియాక్షన్ టైం అనేది నా డిలే అనే దాన్ని నేను చాలా తగ్గించుకున్నాను సో చూడండి మీరు అటు వస్తారని నాకు అర్థమైతే వెంటనే నేను అటు వెళ్ళాను హెడ్ షాట్ నాక్డౌన్ మీ రియాక్షన్ టైం అనేది ఇలాగే తగ్గించుకోండి బ్రో మీరు డ్యామేజ్ అనేది తీసుకోకూడదు మీ దగ్గర నుంచి బట్ మీరు అనేది వాడికంటే ముందు ఫైర్ చేసి మీరు కాస్త అడ్వాన్స్డ్గా ఉంటే కనుక మీరు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాటిల్ గెలుస్తారు bro and hope you guys enjoyed the video and అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు గైస్